ఎందుక స్పీడు అందుకే చేనుడింది ఏంటో ఈ చైన్తో నాకెప్పుడు గొడవ నిన్ను చూస్తే నాకేదో లింకు గుర్తొస్తా ఉంది సారీ హడావుల్లో మిమ్మల్ని డాష్ కొట్టేవాడిని మా బ్రదర్స్కి టిఫిన్ పట్టుకెళ్తున్నాను ఇప్పటికే లేట్ అయింది మంచి పనే వంకాయలు కొనడానికని వచ్చి నా టెంకాయ పగిలి లేట్ ఆంజనేయులు అయ్యేవాణ్ణి నిన్నెక్కడో చూసినట్టుందన్న ఫీలింగ్ పోవడం లేదు ఏమిటి సార్ అప్పుడే మర్చిపోయారా ఇందాక టర్నింగ్ లో డాష్ ర్యాష్ నేను చెప్పేది అర్థం చేసుకోడు ఇవాళ ఇక్కడ ఎవరో కొత్తగా దుకాణం పెట్టినట్టున్నారు రాన్న మందంతా ఫ్రెష్ సరుకు కూరలు కొనడానికి ఎందుకంత ఆలోచన సార్ రండి తోటకూర పాలకూర గొంగూర క్యారెట్ కళ్ళకి చాలా మంచివి సార్ నిన్నెక్కడో చూశానయ్యా ఎక్కడో ఏంటి సార్ నేను ఊరినిచ్చి నిన్నే వచ్చాను ఊళ్ళో కాదు పేపర్లో కాదు టీవీలో కాదు ఆ జమినీలో ఏం బుల్లోడా ఆకుకూరలతోనే కడుపు నింపుకుంటావా ఏమి మగాడన్నాక కూసింత కండ పట్టించే కూరలు తినాలి బంగాళాదుంప చిలగడదుంప కంద కరపెండలం ఈ గొంతు వింటుంటే ఒకేసారి యాభై సుమోలు స్టార్ట్ అయిన సౌండ్ అలా ఎర్రముఖం వేసుకొని చూస్తా వెట్టి బుల్లాడా ఒక తట్ట ఎత్తమంటావా ఏంటి ఊరుకోండి ఎందుకు అతని కంగారు పెడతారు ఇవి సాటి పోటీలను కోరలను తెలిసి ఆయన కొంటాడు వాన రాకపోయినా మన చెమటలో వరదలో చేసి పండించాం ఆ కష్టానికి ఫలితం ఎప్పుడు ఉంటుంది నేను కూరగాయల బజార్లో ఉన్నానా లేక తార మాయల బజార్లో ఉన్నానో తెలియడం లేదు నేను పక్క మీద ఉంటే ఇది డ్రీమింగ్ అనుకునేవాణ్ణి చుట్టుపక్కల కెమెరా ఉంటే ఇది షూటింగ్ అనుకునేవాణ్ణి టిఫిన్ వచ్చిందని మీరు ఈటింగ్ అనుకోవద్దు ఏంటి వీళ్ళేనా నీ బ్రదర్స్ చాలా గమ్మత్తుగా ఉంది ఈ ఆనందంలో మొత్తం కూరలన్నీ కొనేస్తా మరి అన్ని మోసుకెళ్ళడానికి కూలి వద్దా దాగిన కళ మీకు తెలియడం లేదు మీ మొహం వెనక రంగు కనబడుతోంది మీ నిజరూపం వెనక మేకప్ కనబడుతోంది మీ ఫేసుల్లో నాకు ఐదుగురు తార్ర కనబడుతున్నారు ఈ మనిషిలో దుర్బిణి ఉన్నట్టుంది మీరిలా మట్టిలో క్యాబేజీలా ఉండక్కర్లేదిక మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాను మెరుగుపెట్టి మరుగున ఉన్న మీ కళను బయటికి తీస్తా ఫెయిర్లీ స్కూల్ వదిలిపెట్టారు ఛీ స్కూల్ వదిలిపెట్టడం ఏంటి ఓ డోర్ బెల్ల ఈ అంజుగాడు మార్కెట్కి వెళ్తానని మార్నింగ్ షో చూసి వస్తున్నట్టున్నాడు చిరంజీవి ఆంజనేయులు గారు ఉన్నారా ఆంజనేయులు గారు మార్నింగ్ షో కి వెళ్ళాడు వచ్చేస్తాడు ఒక నిమిషం పద్దు పద్దు ఏంటి ఎవరు చూడు ఎవరు చూడు చిరంజీవి చిరంజీవి గాలొచ్చింది వెళ్ళిపోయాడు ఇప్పుడే ఇలా వచ్చాడు ఎటువంటి పేడు ఎవరు చిరంజీవి పద్దు ఏది మనం సరుకులు తెచ్చే సూపర్ మార్కెట్ లో డోర్ డెలివరీ చేసే కుర్రాడా మెగాస్టార్ చిరంజీవి పద్దు చా బయట పనిలేవా లేవా కళ్ళు తెరిచి కలలేవనకు అంటున్నావా Mm. నందమూరి బాలకృష్ణ ఏడి ఏడి ఎక్కడ ఎక్కడ మా ఆంజనేయులు బాబు ఎక్కడ మార్కెట్కి వెళ్ళాడు సారీ మార్నింగ్ షోకి వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళాడు చి అదే మార్కెట్కి వెళ్ళాడు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం అరే అర నిమిషం పదు పదు పదు ఈసారి ఎవరు అనుకుంటున్నావు బాలయ్య బాబు అరే అలా చూస్తావేంటి వెళ్ళి వెళ్ళి కెమెరా తీసుకురా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి రీల్ లోడ్ చేసిందా Ah, tá, tá. Ah, ты, ты, ah, ah, ah, ah, ah. అరే అలక్స్ ఏంటి పొద్దునే మత్యాన పోయిందా నిజం పద్దు జోక్ ముద్దు ఏయ్, అలా వెళ్తున్నారు ఏంటి? ఆంజనేయులు గారు ఉన్నారా ఉన్నాడు లేడు అంటే ఉన్నాడంటే లేదు అంటే మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడు వస్తారు వద్దు వద్దు ఎందుకంటే మంచిది ఒక్కసారి చూసి పిలుద్దాం ఆహా. పిలవబడం మంచిదే అనవసరంగా డోస్ పడేది ఎవర్రా బాబు పొద్దున్నుంచి ముసుగు కూడా కప్పుకోకుండా స్టార్ వార్ చేపిస్తున్నారు వెంకటేష్ హాయ్ ఆంజనేయులు గారు ఉన్నారా లేడు కానీ వస్తాడు రా వెంటనే రా కెమెరా తీసుకురా రా రా ఈసారి ఎవరు కాదు వెంకటేష్ బాబు వచ్చేసాడు ఇదిగో ఆయనే స్టిల్ ఇవ్వమంటాడు బాధ ఎలా జమీన్లా రావాలి జయన్ సినిమాలో లాగా వస్తుంది ఏమిటో ప్రతివాడు రావడం అంజిగాడున్నాడని అడగడం లేదంటే వెళ్ళిపోవడం ఈసారి నువ్వు కెమెరా పట్టుకుని ఇక్కడ కూర్చో వస్తాను పట్టుకుంటాను ఫోటో తీస్తాయి ప్రతి పేపర్కి ఇచ్చి పారేసాయి అంతే కవర్ పేజీలో రావాలి స్టార్స్తో ఫోటో తీసుకోవడం అంటే ఎవరికి సాధ్యం ఏ పేపర్లో వేయించమంటావు బావా జ్యోతిలోనా వార్తలోనా చీపురు చాట్లో వేయించు ఇగో ఈ తలుపు ఇంక వేయడానికి వీల్లేదు తీసే ఉంచు ఈ సర్ప్రైజ్లు సస్పెన్స్లు నా వల్ల కాదు రాజులు చూసిన కళ్ళతో నౌకరాలు చూడలేదు ఒరే అమృతం ఎవరు ఇది హీరో వాయిస్లా లేదే బఫూన్ వాయిస్లా ఉంది అందుకే నా గురించి అడుగుతున్నట్టున్నాడు ఆ కట్లేంట్రా మగగాంధారిలా వీడెవడు వికారంగా మాట్లాడుతూ చాలా చమత్కారంగా అనుకుంటున్నాడు చకోర పక్షి అంజయ్ పొద్దున్నే వంకాయలు తీసుకొస్తానని వెళ్ళి ఎంత పెద్దదైతే మాత్రం ఈ ఒక్కదాన్ని మోసుకొస్తావా యహ ఇది వంకాయల లోడు కాదు ట్వింకిల్ బోర్డు ట్వింకిల్ బోర్డా సరే ఏదైతే గాని ముందు నా స్టోరీ బోర్డు విను పొద్దున్నుంచి అసలు ఏమేమి జరిగిందో నువ్వు ఇమాజిన్ చేయలేవు పొద్దున్నే డోర్ బెల్ మోగింది నువ్వనుకుని నిన్ను తిడుతూ ముందుకెళ్ళాను తెరిచాను మెల్లగా తెరిచాను ఎవరొచ్చారో నువ్వు చెప్పుకోలేవు చిరంజీవి మళ్ళీ బెల్ మోగింది చెప్తే నీకు మతిపోతుంది తెలుసా ఈసరైతే బాలకృష్ణ మళ్ళీ డోర్ బెల్ మోగింది నాగార్జున కొట్టాడు చెప్పు నువ్వెప్పుడో వచ్చి తలుపు వెనక దాక్కున్నావు కదా వాళ్ళని ఎత్తుకుపోయింది కూడా నువ్వే కదూ నేను ఎత్తుకుపోవడం ఏంటి వాళ్ళు అక్కడ సర్దు కూర్చుంటేను అంటే ఈ ఫైవ్ స్టార్స్ పంచపాండవుల్లో మన హోటల్కి వచ్చేసారేమిటి ఏదైనా షూటింగా వీళ్ళు షూటింగ్ స్టార్స్ కాదు లుకింగ్ స్టార్స్ ఓన్లీ లుకింగ్ స్టార్సా అంటే వీళ్ళు తారలు కాదు బజార్లో కూరలు అంటే వీళ్ళు వెజిటబుల్సా కర్రీసా నన్ను పూర్తి చేయనిస్తావా రా బజార్లో కూరగాయలు అమ్ముతుంటే వీళ్ళలోని నిగూఢమైన డూప్లికేట్ తనాన్ని గ్రహించి మేకప్తో కప్పి బయటికి తీసా నువ్వు వెళ్తే ఏం చేస్తావు సినిమా తీస్తావా అమృతం మనకన్ని డబ్బులే గనక ఉండుంటే ఈ పాటికి హాలీవుడ్ సినిమా తిద్దుం కదా వీళ్ళతో ఫైవ్ కమాండ్మెంట్స్ తీసేవాళ్ళం ప్రస్తుతానికి వీళ్ళని వెయిటర్స్ గా అపాయింట్ చేస్తున్నా వెయిట్ మినిట్ ఇప్పుడు ఈ యాక్ట్రెస్ లో ఉన్న వాళ్ళని వెయిటర్ చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం జనం జనం మన హోటల్కి విపరీతంగా వస్తారు వీళ్ళని విరగబడి చూస్తారు విరగబడి తింటారు విరగబడి తాగుతారు విరగబడి కాకుతారు డబ్బు అంజీ <laughs> నీ బుర్రే బుర్రా అంజీ ఆ డూప్లికేట్ స్టార్స్ వల్లే మన hotel Amrutha Vilas five star గా రాణిస్తుంది అరే బాజీ నా ముద్దుల స్పాంజీ నువ్వు అమెరికాలో పుట్టుంటే బెన్హర్ అయ్యేవాడువిరా పాపం ఇండియాలో పుట్టి బెండకాయలు తరుక్కుంటున్నాం మీకేం మొహమాటం లేదు మీకేం కావాలో చెప్పండి ఎవడడ్డొచ్చినా బాక్సులు బద్దలు కొట్టి రఫ్ఫాడించి క్షణాల్లో మీ ఆర్డర్ మీ ముందుంచే బాధ్యత నాది చెప్పండి ఏం కావాలో మీరే కావాలి అంతొద్దు ఓన్లీ టిఫిన్ దోశ ఇది చాలు బాయ్ అయ్యా వెంకటేష్ గారు మీరు ఒకటే టేబుల్కి ఇలా బల్లె అంటుకుపోతే ఎలా చెప్పండి ఈ టేబుల్ నాకు నచ్చింది నచ్చిన చోట ఉండడమే మొదటి నుంచి నాకు ఇష్టం నువ్వు నాకు నచ్చావు తట్స్కోట్ కోట్ ఏ పవన్ బాబు అది కత్తి కాదు ప్లేటు తొక్కలోది ఏదైతే నాకంటే I'm Pawan Pawan Kalyan from Palamuru single idli double dosa పొంగిన పూరి కొంచెం ఎక్కువైంది సారీ సార్ ఎన్నా స్టార్ ఓవర్ యాక్టింగ్ పని చూడు ఏ పని సర్వరా కుక్కరా కట్టరు బాలకృష్ణ గారు వచ్చి కంట్రోల్ చేయండి అమ్మడి అబ్బా నన్ను చూడడానికి వచ్చిన నా తెలుగు ప్రజలకు వందనాలు అభివందనాలు మిమ్మల్ని చూడటానికి కాదు మా హోటల్కి వచ్చి టిఫిన్ చేయడానికి వచ్చారు వచ్చారు మీ హోటల్ కి స్టార్ హోటల్ కి వచ్చారు తింటారు బాగా తింటారు కాళ్లతో కలుపుకుని గోళ్లతో తింటారు మూతి మీద మీసం ఉంటే చట్నీ అంటుకునేట్టు తింటారు నో డిస్టర్బెన్స్ మీరు కంటిన్యూ మేము డిస్కంటిన్యూ ఊరే అంజిక ఓ తెలివైన ఐడియా వేసేవరా ఇది ఇదోటి అలవాటు చేశాను మన కస్టమర్స్ డబుల్ అయ్యారు మన కలెక్షన్స్ డబుల్ అయింది జీవితం చాలా తృప్తిగా ఉందిరా నో తృప్తి అన్నది జీవితానికి తుది పలుకు లాంటిది అది మధ్యలో ఉచ్చరిస్తే రిటైర్ అయిపోయినట్టే మనిషి అన్నాక టైర్ అవ్వకుండా ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడాలి నైనా నన్ను టైర్ చేయకుండా నీ ప్లాన్ ఏమిటో చెప్పు మన అమృత విలాస్ రాత్రి కూడా కస్టమర్స్తో కలకల కలకలకలలాడడానికి మూన్ లైట్ కింద స్టార్ నైట్ పెడతా అంటే చీకట్లో చిందులా పాటలతో విందులు ఓ వెరీ గుడ్ బాగా చిందులు వేయండి కానీ ఇక్కడ కాదు వేదిక మీద ఇక్కడ నుంచి మీరు వెయిటింగ్ సర్వర్స్ కాదు డాన్సింగ్ సర్వర్స్ మీరు ప్రతి రాత్రి భోజనం సమయంలో గల్లని గజ్జ కట్టాలి కస్టమర్లు ఘనంగా బిల్లు కట్టాలి అయితే మాకు డాన్స్ మాస్టర్ కావాలి <laughs> చిన్నప్పుడే నేను మినీ గణేష్ దగ్గర మ్యూజిక్ డాన్స్ మానేశాను సో డోంట్ ఫోర్స్ మీ నేనుదా ఆడి నేర్పుదును పెసరట్లో పిల్లిని పెట్టేవాడివి నువ్వు డాన్స్ ఏంటి ఏ పులి వేషం అన్నా వేస్తావు వెళ్ళి ప్రభుదేవానో లేకపోతే రాజు సుందరాన్నో ట్రై చేయి ఎందుకు అందరికీ మాస్టర్ మా గురువు గారు ఉన్నారు ఆయన పిలిపించండి చాలు <laughs> God bless you. God bless you. Hmm? Hello sir Oh, welcome welcome welcome అంటే వీడుకోలు చెప్పి వెళ్ళిపోతాడేంటి డాన్స్ ఎప్పుడు మీరు లలితంగా వేయాలి మొదటగా మొదటి పాటకు నేను డాన్స్ చేస్తాను సర్వం నీ తొందరపాటు మానే లిరిక్ ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ లిరిక్కి ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో బీజిఎంకి మూమెంట్ కూడా అంతే ముఖ్యం ఈ రెండింటి మధ్య డాన్స్ చేస్తాను ఏమిట్రోయ్ రోజు కంటే రెటమతం పెరిగింది కొంప తీసి పూనమల్లి హైరోడ్ లేవన్నా పుణ్యమేమిటి ఏది ఏం చేసినా ప్రాక్టీస్కి మించింది లేదు మీరు గుర్తుంచుకోవలసింది చివరిగా పోనీ నేను డాన్స్ చేస్తాను చివరిగా వీడ చివరి వరకు తీసుకెళ్లి పైనుంచి కిందపడే Now, for the mega evening, the first program, Mega Star Dance! Three, two, ముందు ముందుగా ప్రార్థనా గీతంపై ఆముదాల ఆంజనేయులు పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సద పరబ్రహ్మ స్టేజు నీ కళలు చూపించడానికి కాదు మన కలెక్షన్ పెంచడానికి చూస్తుంటే నువ్వు కూడా వాడితో కలిసి గెంతలేసేట్టున్నావు విగ్గేసుకుని మరి పద పద పద ఇప్పుడు మీ ముందు మా megastar light off three two, one, go! Music! Toad! Three, two, one, go! ஏய் சர்வம் டேய் மியூசிக் போடுறா மூணு ரெண்டு ஒன்று போடுறா అయ్యో అయ్యో అయ్యో సర్వనాశనం చేసావు కదరా ప్రోగ్రామ్ ని సర్వం బాబు మీకు దండం పెడతాను బాబు కూర్చోండి మీరందరూ కూర్చోండి చెప్తారు కూర్చోండి వేస్తాం వేస్తాం తప్పకుండా వేస్తాం ఒరే అమృతం ఏమైంది అక్కడ ఇంకేం పాటరా సర్వంగాడు అలిగెళ్ళిపోయాడు ఒరేయ్, వేయరా త్వరగా వాళ్ళు లేకపోతే ఏంది నేను వేసేది సగ్గుబియ్యం ఒడియాలు कैसे सर्व पटकोया बात